సో సో ఇప్పుడే బ్రిక్ బ్రేకింగ్ అయితే చూస్తున్నాము కోచింగ్ సెంటర్లకు చాలా అమౌంట్ ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం అయితే తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి గొంగుల కమలాకర్ తెలిపారు కోచింగ్తో పాటు గ్రూప్ వన్ అభ్యర్థులకు నెలకు ఐదు వేలు చొప్పున ఆరు నెలల పాటు ఫ్రీ కోచింగ్ మరియు గ్రూప్ టూ అభ్యర్థులకు నెలకు రెండు వేలు చొప్పున మూడు నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఎస్ఏ అభ్యర్థులకు రెండు వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తామని ప్రకటించడం జరిగింది అయితే అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ నెల పదహారులోపు దరఖాస్తు చేసుకుంటే పదహారు ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్లో ఎవరైతే ఎంపిక అవుతారో వారికి ఇరవై ఒకటి నుండి క్లాసులు మొదలవుతాయని వెల్లడించడం జరిగింది సో ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశాన్ని అయితే ఎవరు వదులుకోవద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి లాస్ట్ డేట్ పదహారు ఆన్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి తప్పనిసరిగా మీకు స్టైఫండ్ వస్తుంది plus group one group two and S A ఎగ్జామ్స్కి మీకు ఫ్రీ కోచింగ్ కూడా అందించడం జరుగుతుంది సో ఎనీవే మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ తీసుకునే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మరియు స్టైఫండ్ ఇవ్వాలి అని చాలామంది అభ్యర్థులైతే కోరడం జరుగుతుంది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అని కూడా చాలామంది నిరుద్యోగులు కోరడం అయితే జరుగుతుంది